మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కోకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది అంబేద్కర్ జయంతి వేడుకలను కోకట్పల్లిలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వే సత్యనారాయణ జిల్లా కలెక్టర్ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు కలెక్టర్ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాడంటూ మాట్లాడడంతో వేదికపైనే ఉన్న ఎమ్మెల్యే కృష్ణారావు వారించారు అంబేద్కర్ సభలో రాజకీయాలు వద్దంటూ వారించారు దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడం అలాగే సర్వేకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే అనుచరులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ సందర్భంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగ్గా ఎమ్మెల్యే కృష్ణారావు సర్వే సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చేయి దాటకుండా అదుపు చేశారు